హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటిక్ అండ్ వీడియోస్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు తారీఖు ఎనిమిదవ తారీఖు అయితే నిన్న ఐదవ తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి ఏడవ తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు నేను చెప్పినటువంటి ప్రకారము మనకి మెడికల్ స్లిప్ ఇస్తారు కదా ట్వంటీ ఫోర్ రూపీస్ కట్టిన తర్వాత ఒక మెడికల్ స్లిప్ అనేది ఇస్తారు అది టూ పార్ట్స్గా ఉండిద్ది ఆ టూ పార్ట్స్ మీద మనం సంతకాలు చేయాలి ఓకేనా అలా సంతకాలు చేసే ముందల మీకు అది జస్ట్ ఒక థర్టీ టు వన్ మినిట్ మీ చేతిలోకి ఇస్తారనమాట ఓకే అదేం జరిగిందంటే నిన్న కొంతమంది చదివారు కొంతమంది చదవలేదు ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ ఈరోజు నాకు అందినటువంటి విషయాన్ని మీకు అందజేస్తున్నాను ఓకే కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో మీరందరూ కూడా మెడికల్ స్లిప్ని ఒక్కసారి బ్యాక్ సైడ్కి తిప్పి చూసేయండి ఓకేనా ఇదన్నమాట మీ యొక్క మెడికల్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇది ఒకటి మెయిన్ ప్రాసెస్ ఓకేనా లేదు బ్రదర్ మేము ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు అంటే మీరేం చేయాలంటే మీకు ఎన్ని మార్క్సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చింది ఓకేనా ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఓకేనా ఇప్పుడు సపోజ్ ఎస్టీలు అనుకోండి సిక్స్టీ ఎయిట్ పాయింట్ సంథింగ్లో కూడా టైపింగ్ క్వాలిఫై అయ్యారు ఓకేనా ఓబీసీలు అనుకోండి సెవెంటీ నైన్ పాయింట్ సంథింగ్లో టైపింగ్ క్వాలిఫై అయ్యారు వాళ్ళకి మాత్రము సీటునే ఇస్తాడు బట్ ఈ యొక్క ఏ టూ మెడికల్ మ్యాక్సిమం ఎవరికి వస్తుందంటే మీ బోర్డర్ మీద one or two marks complete అయ్యి ఉండి మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్లు గూడ్స్ గడ్డి ఇచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఏ టూ e ఇచ్చేస్తున్నాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైతే గూడ్స్ గార్డ్ ఇచ్చారో వాళ్ళందరికి కూడా ఏ టూ మెడికల్ ఇస్తున్నాడు అది కనుక లేకపోతే ఏ టూ మెడికల్ లేకపోతే మరలా మిమ్మల్ని బ్యాక్కి సెండ్ చేస్తున్నారు అంటే డివిజనల్ మెడికల్ హాస్పిటల్కి పంపిస్తున్నారనమాట మరలా అక్కడ చెకప్లు జరిగి మరలా ఇక్కడికి వస్తారు ఓకేనా నా పాయింట్ అర్థమైంది కదా ఎవరైతే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అన్ని లెవెల్స్కి క్వాలిఫై అయినట్టు అంటే గుడ్స్ గార్డ్కి టీసీకి టైపింగ్కి క్వాలిఫై అయినట్టు మీకు A two B two C ఇస్తారు నేను ఈరోజు రాత్రి ఒక బ్రదర్తో మాట్లాడాను ఆ బ్రదర్కి ఎయిటీ ఎయిట్ మార్క్స్ అంట అతనికి A two B two C two మూడు ఇచ్చాడంట బట్ నేను నిన్న మెడికల్ ఎగ్జామ్లో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత నాకు తెలిసిందంట వాళ్ళు చాలామంది కూడా ఎయిటీ ఎయిటీ టూ స్కోర్లో ఉన్నారు eighty two eighty three eighty four ఈ మధ్యలోనే ఉన్నారు కాబట్టి ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటే మీకు మ్యాక్సిమం అన్ని మెడికల్స్ వస్తాయి ఏ టూ లేకపోతే బీ టూ అనే చెకప్ చేస్తారు పాస్ చేస్తారు బట్ ఎవరైతే ఎయిటీ వన్ టు ఎయిటీ త్రీలో ఉన్నారో వీళ్ళు వీళ్ళకి మట్టికి మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ గుడ్స్ గార్డ్ అయితే మీరు మ్యాక్సిమం ఏ టూని మీకు ఏ టూనే ప్రిఫర్ చేసేస్తారు కాబట్టి ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం మీకు ఒక పాయింట్ అర్థమైపోయింది అనుకుంటున్నాను మీ యొక్క మెడికల్ ఎలా తెలుసుకోవాలో కూడా చెప్పాను మీరు ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదు మీ మెడికల్ ఏమైద్దో కూడా చెప్పేశాను ఓకేనా ఇటు యొక్క టూ పాయింట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైతే మెడికల్కి వెళ్తాము సెకండ్ డివికి ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గూడ్స్ గార్డ్ కట్ ఆఫ్లే తగ్గి ఒకనా చాలా నాకు తెలిసి ఒక వంద నుంచి రెండు వందల లోపల తర్వాత డీవీకి ఛాన్సెస్ ఉందనిపిస్తుంది ఈరోజు నిన్న నేను చూసిన దాన్ని బట్టి బట్ ఫైనల్గా మనం కన్ఫర్మేషన్ చేయలేం కాబట్టి ఓకే ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఒక వంద మందిని ఆపాడు అనుకున్నాం కదా అది మ్యాక్సిమం ఎవరు మాట్లాడినా లెవెల్ సిక్స్ లెవెల్ సిక్స్ వాళ్ళ కోసమే ఆపాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది కానీ లెవెల్ ఫైవ్లో కొన్ని పోస్టులు ఆపాడని మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రాలేదు నిన్న మా దగ్గర బట్ చూద్దాం ఆ యొక్క అదే వంద పోస్టులు నూట రెండు ఆపాడు కదా ఆ పోస్టుల గురించి అనమాట నేను మాట్లాడుతుంది అది మరి ఎలా సెలక్షన్ చేస్తాడో ఇంత తర్వాత సెక్షన్ అది సెకండ్ టీవీకి అటెండ్ అవ్వాలనుకుంటే మ్యాక్సిమం ఏ టూ ప్రిపేర్ ఉండిద్ది కాబట్టి ఏ టూ కోసము అందరూ కూడా వెయిట్ చేయండి ఓకే ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఎయిటీలో ఆగిపోయారో ఎనభై మార్కులు వచ్చి ఆగిపోయారో మీరందరికి కూడా నెక్స్ట్ ఛాన్సెస్లు అయితే ఉంటాయి ఓకేనా చూద్దాం అదర్ కేటగిరీస్ అదర్ కేటగిరీస్ ఇంకా అటెండ్ అవ్వలేదు ఓన్లీ యూఆర్ అటెండ్ అయ్యారు యూఆర్లో కూడా ఇంకా అందరికీ కంప్లీట్ కాలేదు మెడికల్ ఎగ్జామ్ ఓకేనా బట్ టైం టేకన్ పడుతుంది కాబట్టి అందరూ వెయిట్ చేయండి మరి ఇది మీ యొక్క మెడికల్ ఎలా తెలుసుకోవాలి సెకండ్ డివికి మీకు ఛాన్స్ వస్తే ఏం చేయాలి ఇంకా మెడికల్కి వెళ్ళకుండా అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా మీ యొక్క మెడికల్ ఎలా తెలుసుకోవాలో ఈ యొక్క వీడియోలో పూర్తిగా చెప్పాను ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మన తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ గ్రౌండ్ లెవెల్లో నేను వెళ్ళి తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఎవ్రీ వన్ టు షేర్ చేయండి మీకే వాళ్ళకే ఉపయోగం కదా ఓకేనా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చాం ఓకేనా మరి ఇది ఫ్రెండ్స్ మరి సంగతులు మరి తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి ఆల్రెడీ చాలా videos document verification medical videos ఓకేనా మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అందులో జాయిన్ అవ్వండి మీకు మంచి మంచి అప్డేట్లు అయితే నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసేస్తాను ఓకేనా మరి ఇది ఈరోజు విశేషాలు ఉంటారు ఫ్రెండ్స్ బాయ్